hi friends welcome to my channel మా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు వినాయక చవితి అయిపోయింది కాబట్టి ఇక నిమజ్జనాలన్నీ మొదలవుతాయి చిన్న విగ్రహం నుండి పెద్ద విగ్రహం వరకు అన్ని కూడా నిమజ్జనాలకి ముస్తాబవుతున్నాయి కొన్ని మొదటి రోజు నుండే కూడా నిమజ్జనానికి రెడీ అవుతాయి కూడా నిమజ్జనం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేసేయకూడదు వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఇంట్లో చేసినా లేకపోతే పారే నీటిలో కానీ చెరువులో కానీ ఎక్కడ చేసినా సరే నిమజ్జనానికి కొన్నంటూ రూల్స్ ఉంటాయి విగ్రహాన్ని చెరువులోకి ఇష్టం వచ్చినట్టు విసిరేయకూడదు ముందుగా పత్రిని నిర్మిల్యాల్ని వేరు చేసి విగ్రహాన్ని పక్కన పెట్టాలి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందర అక్కడి యొక్క గట్టు మీద పెట్టి విగ్రహానికి బొట్టు పెట్టి తర్వాత ధూపాన్ని చూపించి హారతి కూడా ఇచ్చిన తర్వాత మూడు చెంబుల నీరు ఇలా విగ్రహం పైనుండి నుండి పొయ్యాలి అప్పుడు విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే నిమజ్జన ఈ విధంగా కూడా చేయవచ్చు అలాగే పూజలో ఉపయోగించినటువంటి పసుపు వినాయకుడిని కూడా ఇలా నీటిలోనే కలపాలి ఇక పూజలో ఉపయోగించినటువంటి పత్రి కోసం ఇలా ఒక కుండ కానీ లేకపోతే కుండి కానీ తీసుకుని కింద కొద్దిగా మట్టి వేసి పైన పువ్వులు పత్రి వేయాలి ఇలా పూజలో ఉపయోగించినటువంటి అన్నింటినీ కూడా వేసేసాక పైన మరలా మట్టి వేయాలి తర్వాత కొద్దిగా నీరు పోసి పసుపు వినాయకుడిని కలిపినటువంటి నీటిని అలాగే మట్టి వినాయకుడు కరిగాక మిగిలినటువంటి మట్టిని కూడా ఇలాగే పైన వేసేసి మట్టి వినాయకుడు కరిగినటువంటి నీటిని ఈ విధంగా పొయ్యాలి అలాగే మిగిలినటువంటి నీటిని ఆవరణలో ఉన్నటువంటి మిగతా మొక్కల్లో కూడా పోయండి అదే మీరు ఆవరణలో నేల మీద గుంట చేసినా సరే ఇదే పద్ధతిలో పత్రి పూలు అక్షింతలు వినాయకుని యొక్క మట్టి అన్నిటినీ వేసేసి ఇలా మట్టితో పూర్తి చేయాలి ఈ విధంగా నిమజ్జన ప్రతి ఒక్కరు చేసినట్లయితే కనుక ఈ మట్టితో మరొక మొక్కను పెంచవచ్చు అలాగే భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి మన వినాయకుడిని మురికి నీళ్ళలోకి విసిరేయకుండా మన ఇంటిలోనే నిమజ్జనం చేసుకోవచ్చు అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము మరి మీరు కూడా మీ వినాయకుడి యొక్క నిమజ్జనను ఇలానే చేసి పిల్లలతో పాటు కలిపి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ వీడియోల కోసం మా నందలా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ